ఏడ పోయినా పది మంది తక్కువ లేకుండా పోయేది బండ్లకు తుపాకీ ఎంటేసుకుని తిరిగేది ఎటా సూతా ఊరుకున్నారు వాడి తల తీసుకొచ్చుంటే ఇంకా సంతోషపడేదా మూసిన చేతులు కట్టుకుని భయంతో మన ముందు నిల్చునేవాళ్ళు ఎట్లా భయం పోయింది మనకు కావాల్సింది ఎవడైనా ఇచ్చిస్తాడు మనే కొట్టి తీసుకోవాలి కదా నాయనా వాళ్ళు ఎదిరించడానికి అదొక్కటే దారి కాదు మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బుంటే లాగేసుకుంటారు కానీ చదువునొక్కడు మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరు తీసుకోలేరు చిన్నప్ప